మాట్లాడండి రూపాయలు ఎట్లున్నాయి రెండు మా మామూలు ఇక్కడ కోదా నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు వీటన్నిటి అధికత్వం కోసమే రాజకీయ ఇది కూడా ఉంది దీంట్లో మీరు అనుకు మీరు ఎట్లా అనుకున్నా ఎట్లా అనుకోకపోయినా కాబట్టి మాకు మంచి అవకాశం కల్పించారు మీకు మీ అందరు కూడా రుణపడి ఉంటామని చెప్తున్న సందర్భంలో మరి మళ్ళొకసారి కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన రెండు మూడు నెలల్లో తప్పకుండా మళ్ళా బ్రహ్మాండంగా ఇంకో మెగా జాబ్ మేళ నిర్వహిస్తామని తెలియజేస్తూ మరోసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ hmm?